ఏ అమృతం ఎక్కడికెలా మూలుకుంటా పోతున్నా హాస్పిటల్ హాస్పిటల్ కా ఎందుకు పొద్దున్నుంచి ఏడందంతా ఒకటే నొప్పి అయితే పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందామని ఊరుకో అమృతం నీకు చాదస్తం చాలా ఎక్కువ ఇంత చిన్న విషయానికి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తావా మరి పంటి నొప్పి వస్తే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమంటారా చూడు నా జీవితంలో నేను ఇప్పటి వరకు డాక్టర్నే చూడలేదు అసలు హాస్పిటల్ మెట్లేకలేదు తెలుసా నా బాడీ చూడు ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇలాంటి చిన్న చిత్కా విషయాలకి డాక్టర్ దగ్గరికి పరిగెట్టకూడదు మనమే సాల్వ్ చేసుకోవాలి బాబు ఊరుకోండి మీ బాడీకి నా బాడీకి డిఫరెన్స్ లేదు మీకు డాక్టర్ అవసరం లేకపోవచ్చు నా బాడీ తట్టుకోవద్దు ఇదిగో డాక్టర్ దగ్గరికి వెళ్తే వెయ్యి రూపాయలు పైగా ఫీజు వసూలు చేస్తాడు అదే నేనైతే వేడి నీళ్ళతో మాయం చేస్తాను ఫ్రీగా రే సర్వం వేడి నీళ్ళు రెడీ చేయరా రా రా అమృతం జ్ఞానదంతం ఎఫెక్ట్ అయి ఉంటుందంటారా దంతం వరకు కరెక్టే జ్ఞానం అన్నదే డౌట్ ఊరుకోండి అసలే పంటిపోటుతో అవస్థపడుతుంటే మీ సూటిపోటు మాటలు ఒకటి <laughs> నేనేమన్నా అమృతానికి పురుడి స్నానం చేయించడానికి తమన్నానట్రా వేణిళ్ళు పోయి చిన్న చెంబులో పట్రా చెంబు చెంబుతో కాపుడు ఎలా పెడతారండి అమృతం నీ ఫేసు రౌండ్గా ఉంటుంది కాబట్టి చిన్న మూతున్న గుండ్రటి చెంబు అయితే బెటర్ ఏమిటో చెంబు ఇస్త్రీ గురించి విన్నాను కానీ చెంబు కాపడం గురించి వినడం నా జీవితంలో ఇదే మొదటిసారి ఇదేమో నాటు వైద్యమా లాంటి వైద్యమా ఏదో ఒక వైద్యం నెప్పి తగ్గాలి ముందు నువ్వింకేం మాట్లాడకుండా కూర్చో సార్వాడు అబ్బా ఆయన చెమ్ము పట్టరామంటే నువ్వు డైసాలు కెటిల్స్ పట్టుకొస్తావేట్రా ఇదైనా పర్లేదు వేడిగా ఉందా బాగా బా! ఏ మీకు తగిలిన వేడి నాకు తగలదా ఏమిటి ఇదిగో నెప్పి లేని వాడికి వేడి తెలుస్తుంది నెప్పున్న వాడికి వేడి తెలీదు దవడం వంచా కొంచెం ఓర్చుకోవయ్యా ఓర్చుకో అమృతం వదలండి మీ కాపడం తట్టుకోలేక వస్తున్నాను అబ్బో పంట నొప్పి ఇంకా పెరిగింది పెరిగిందా అయితే ఇది కాపడంతో తగ్గి నొప్పి కాదనమాట అందుకనే పీకుచ్చుకుంటే ప్రశాంతంగా ఉంటుంది నేను డెంటిస్ట్ దగ్గరికి పోతాను అలాగే వెళ్ళు ఓ వెయ్యి కూడా వడ్డిస్తాడు చదివించుకుంటా ఈ నొప్పి కంటే మీ కాపడం కంటే అలా చదువుకోవడం బెస్ట్ థింగ్ చెప్తాను విను కొట్టే పళ్ళు రాలతాయంటారు విన్నావా విన్నాను వింటే ఒకే ఒక్క పీకు పీకుతాను దాంతో ఊడాల్సిన పను ఊడి బాధ తప్పి డబ్బు దక్కుద్ది అమ్మో దెబ్బ తగులుతేమో నొప్పి తెలియకుండా దెబ్బ కొట్టే పూచి నాది కదా నాకెందుకో భయం వేస్తుంది నువ్వేం భయపడద్దు అంత సవ్యంగా జరుగుద్ది బీ రెడీ <laughs> Don't worry. <laughs> డిలే అవుతాయి వదరా వదిలే నువ్వు ఒక్క పని చేయి నాకు ఛీ! ఏది నొప్పిగా ఉందా

you Ah! నంబర్ ట్వంటీ టూ <laughs> మీ పేరు అంబుజనాభం ఏ డాక్టర్ డాక్టర్ స్కిన్ స్పెషలిస్టా నెంబర్ ట్వంటీ త్రీ నెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ రండి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ నైంటీ టూ నాదే రండి 嗯嗯。 మళ్ళా గిచ్చుతున్నామరా పేరు అంబుజరామని ఇంత చెప్పాను రాసుకున్నావు మళ్ళీ అడుగుతావేటి టోకనే టోకనే నూట ఇరవై నాలుగా 원고